hi friend welcome to my channel Karthika Puranamu పదిహేనవ అధ్యాయము కార్తీక దీపమాలార్పణ మహిమ కర్మనిష్ట చరితము ఓ జనక మహారాజా తిరిగి కార్తీక మహత్యమును చెప్పెదను భక్తితో వినుము విన్నవారికి పాపములు నశించును పుణ్యము కలుగును కార్తీక మాసమందు హరి ముందర నాట్యము చేయువాడు వెగత పాపుడే హరిమందిరి నివాసి అగును కార్తీక మాసమందు ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేయువారు వైకుంఠమునకు పోయి సుఖించును కార్తీక మాసమున శుక్లపక్షమునందు సాయంకాలమందు హరిని పూజించువారు స్వర్గాధిపతి అగును కార్తీక మాసమందు నెల రోజులు నేతముగా విష్ణాలయ దర్శనార్థం పోవువారు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలమును పొందును ఇందులో సందేహం లేదు కార్తీక మాసమందు హరి సన్నిధికి పోయి హరిని దర్శించిన వారు విష్ణు సాలోక్య ముక్తిని పొందును కార్తీక మాసమందు విష్ణు ఆలయ దర్శనార్థం వెళ్ళని వారు రౌరవ నరకమును కాలసూత్ర నరకమును పొందును కార్తీక శుద్ధ ద్వాసి హరిబోధిని కనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యమునకు అంతము లేదు కార్తీక శుద్ధ ద్వాసి నాడు బ్రాహ్మణులతో కూడి భక్తితో హరిని గంధముతోనూ పుష్పములతోనూ అక్షతలతోనూ ధూపముతోనూ దీపములతోనూ అద్యభక్ష నైవేద్యములతోనూ పూజించిన వాని పుణ్యమునకు మితి లేదు కార్తీక శుద్ధ ద్వాసి నాడు విష్ణాలయమందు గాని శివాలయమునందు గాని లక్ష దీపములు వెలిగించి సమర్పించిన వారు విమానం ఎక్కి దేవ బృందం చేత కొనియాడబడుచు విష్ణులోకమును చేరి సుఖించును కార్తీక మాసము నెల రోజులు దీపము పెట్టలేని వారు శుద్ధ ద్వాసి నాడును చతుర్దశి నాడును పూర్ణిమ నాడును ఈ మూడు రోజులైనా సరే తప్పనిసరిగా పెట్టవలెను కార్తీక మాసమందు దేవ సన్నిధిలో ఆవు పాలు పితుకునంత కాలము దీపము ఉంచిన పుణ్యవంతులు అగును కార్తీక మాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగు చేసి వెలిగించిన వారు కూడా పాపం లేని వారు అగును కార్తీక మాసమందు పరుడు వెలిగించినటువంటి దీపము నశించినంతలో దాన్ని తిరిగి వెలిగించువారు దారుణములైనటువంటి పాపములు నశింప చేసుకొను ఈ విషయమందు ఒక పూర్వగాథ కలదు విన్నంతనే పాపములు కూడా నశించును సావధానముగా వినుము పూర్వమందు సరస్వతి తీరమందు సృష్టి మొదలు పూజా నైవేద్యము లేక జీర్ణమైనటువంటి ఒక విష్ణు ఆలయము కలదు కార్తీక స్నానార్థము కర్మనిష్ఠుడను ఒక యతీశ్వరుడు ఆ సరస్వతి నది తీరమునకు వచ్చును సరస్వతి తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నదని ఎంచి ఆ జీర్ణాలయమునందు ధూళిని తుడిచి జలము ప్రోక్షించి దగ్గరున్న గ్రామమునకు పోయి నూనె తెచ్చి పన్నెండు దీప పాత్రలను తెచ్చి దీపములు వెలిగించి హరికి సమర్పించి ఆ యతి తపస్సమాధిలో ఉండెను యతీశ్వరుడు ఇట్లు చేయుచుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచూ విష్ణువునకు ప్రదక్షిణము చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరెను ఎలుక వచ్చిన తోడనే జ్వాల తగ్గిపోయి కేవలం ఒత్తితో కూడి ఉన్నటువంటి పాత్రను చూసి దాని దగ్గరను జ్వాలతో కూడిన ఒత్తిని చూసి అందులో ఉన్న నూనెను భక్షించి దానిని తీసుకుని జ్వాల లేని ఒత్తిని కూడా గ్రహింపవలను అనుకున్నాను అంతలో జ్వాలతో ఉన్నటువంటి ఒత్తి సంపర్కం వలన జ్వాల లేని ఒత్తి మండెను రెండునూ వెలగగా వేడి చేత నూనె తాగుటకు వీలు లేక అక్కడే విడిచెను కార్తీక శుద్ధ ద్వాసి నాడు హరిసన్నిధిలో యతీశ్వరుడు వెలిగించినటువంటి దీపమును నశించిన దానిని ఎలుక తిరిగి వెలిగించినది తరువాత పూర్వపుణ్యవశము చేత ఆ రాత్రియే అచ్చటినే మృతి చెంది ఎలుక దేహంను వదిలి దివ్య దేహదారియే అయ్యను అంతలో ఎతి సమాధిని విడిచి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి పోయి నీవు ఎవరువు ఎందుకు ఇక్కడికి వచ్చితివి అని అడిగాను ఆ మాట విని ఆ ఉద్భూత పురుషుడు తిరిగి ఎతితో ఇట్లా నేను ఓ పాపరహిత నేను ఎలుకను గడ్డిలో గింజలను భక్షించుదానను నిత్యము ఈ దేవాలయమునందు ఉండుదానను ఎలుకనే ఉన్న నాకిప్పుడు ఈ దుర్లభమైనటువంటి మోక్షము సంభవించినది ఇది ఏ పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు పూర్వమందు నేను ఎవ్వరును ఏమి పాపము చేసి ఏ పాపము చేత ఈ మూషకత్వము నాకు ప్రాప్తించినది ఆ విషయం తమరు సర్వజ్ఞులే నా ఎందు దయవుంచి నాకు తెలియచేయండి అని చెప్పి ప్రార్థించెను ఆ మాట విని యతి జ్ఞాననేత్రంతో సర్వము విచారించి ఉద్భూత పురుషునితో ఈ విధంగా చెప్పాను ఓయి నీవు పూర్వమందు బాహలిక దేశమందు జైమిని గోత్ర సంజాతుడువు బ్రాహ్మణుడవు నిత్యము కుటుంబ పోషణ పరాయణుడవు బాహ్లికుడను పేరు గలవాడువు స్నాన సంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును చేయుచు వివేకము లేక బ్రాహ్మణులను నిందించేవాడువు దేవ పూజలను వదిలి నిత్యము శ్రాద్ధ భోజనము తినుచు భోజనము నిషిద్ధ దినములందులు కూడా రాత్రింబగవళ్ళు కూడా భుజించేవాడువు స్నాన సంధ్యావందన తపస్సులను చేయవారిని చూసి నవ్వుచు నిందించేవాడువు నీకు సుందరి అయినటువంటి భార్య ఉండేది ఆమెకు సహాయము కొరకు నిరంతరము శూద్రశ్రీని ఇంటి వద్ద పనులకు ఉంచుకుని మతిహీనుడవే నిరంతరము దానితో మాట్లాడుచు ఆమెను తాకుచు హాస్యంలాడుచు ఆమెను పోషించుచూ ఉండి నీ పిల్లలకు ఆమె చేత అన్నం పెట్టించుచు కన్యను అమ్ముకునియు అలాగే శూద్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అన్ని అమ్ముకుని ధనార్జనపరుడివై ఉంటివి ఈ ప్రకారముగా బహుద్రవ్యము సంపాదించి ఆ ద్రవ్యమును భూమి అందు దాచి చివర మృతి చెందితివి ఇట్టి పాతకములు చేసిన మూలాన నరకము అనుభవించి తిరిగి భూమి అందు మూషికముగా జన్మించి ఈ దేవాలయం దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలో ఉన్న తైలము త్రాగుచూ ఉంటివి దైవవశమున ఈ దినమునందు నా చేత పెట్టబడినటువంటి దీపము నశించిన దానిని నీవు వెలిగించిటివు కనుక ఆ పుణ్యము చేత మూషికత్వము పోయి దివ్య రూపము కలిగెను ఇక హరిభక్తి కలిగి శాశ్వతంగా వైకుంఠమునందు ఉండువు ఈ ప్రకారముగా ఎతి చెప్పిన మాటలను విని ఉద్భూత పురుషుడు ఎతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకుని పాపములు నశింపచేయు సరస్వతి నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు దినములందు స్నానము చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడే ప్రతి సంవత్సరము కార్తీక వ్రతము చేసి తన్ మహిమ వలన అంతమందు సాయుధ్య ముక్తి పొందెను కాబట్టి కార్తీక శుద్ధ ద్వాసినాడు భగవత్పరాయణుడై స్నాన దాన పూజ దీప మాలార్పణాధికములు చేయువారు హరికి ప్రియుడే పాపముక్తుడే సాయుధ్య పదమును పొందును కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయం సంపూర్ణము ఏతత్ ఫలం కృష్ణార్పణమస్తు పరమేశ్వరార్పణమస్తు